మా ఊరు వచ్చేసి సిరిపురం మండల్ లింగాలగనపురం జిల్లా జనగామ నేను సేంద్రియ వ్యవసాయం గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నాను ఇందులో ముఖ్యంగా ఒక లాభాలు ఏంటంటే ఒక నాలుగు ఒకటి పెట్టుబడి తగ్గించడం రెండవది భూసారం పెంచడం మూడవది మనుషుల ఆరోగ్యాన్ని కాపాడడం ఈ మూడు ఈ నాలుగు పద్ధతులతో ఈ వ్యవసాయం ముడిపడి ఉన్నది కాబట్టి నేను నాకు నేనుగా అర్థం చేసుకొని ఫస్ట్ నేను చేస్తున్న వ్యవసాయంలో నా భూమిని కాపాడుకోవడం ఎలా ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు వేయకుండా నా దగ్గర ఉన్న వనరులనే వేసుకొని మనం పంటలు పండించుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశంతో ఆ నమ్మకంతో నేను ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా మేజర్గా నేను వేస్తున్న పంటలు పత్తి మరి వరి పంట నాకున్న భూమిలో పత్తి ఒక ఎకరము రెండు ఎకరాలు వేస్తాను వరి పంట ఒక మూడు ఎకరాలు నేను ఐదు ఎకరాలు సాగు చేసుకుంటూ నేను ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ముందు తీసుకుపోవడం జరుగుతుంది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా చేయడం వల్ల ఒక ఎకరానికి వచ్చేసి నాకు పది నుంచి పదిహేను వేల రూపాయల పెట్టుబడి తగ్గుతుంది రెండోది వచ్చేసి మనకు కావలసిన వనరులు పశువుల పేడ జీవామృతము వేప ద్రావణము పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణము ఇవి మన దగ్గర దొరికే వనరులు ఏవైతున్నాయో వాటితోటే నేను నా వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోతున్నాను అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సేంద్రియ పద్ధతిలో పండిన పంటలు ఏవైతే ఉన్నాయో ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు వేసి పండించిన దానికంటే నాకు వాళ్ళతో సమానంగా ఒక ఎకరానికి వాళ్ళకు నలభై బ్యాగులు వస్తే దొడ్డు రకం వడ్లు నాకు ఒక ముప్పై ఐదు బస్తాల వరకు వస్తున్నాయి వాళ్ళు అదే మార్కెట్ ప్రైజ్లో పదహారు వందలు పదిహేను వందలు మంచి అయితే పంతొమ్మిది వందలకు అమ్ముకుంటే నేను ఇరవై మూడు వందలకు క్వింటల్ లెక్కంబడి నేను అమ్ముకోవడం జరుగుతుంది అంటే మా రసాయనిక ఎరువులు పురుగు మందులు వేసిన దానికంటే మ్యాక్సిమం నేను ఒక రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఎక్కువ కమ్ముకొని నాకు హమాలి ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండా నేను నా పంటను అమ్ముకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు వేయడం వల్ల భూమి అంతా భూ నిస్సారం అయిపోతుంది అదే నేను సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల నేను భూమిలో వేస్తున్న సేంద్రియ పద్ధతులు ఏవై ఎరువులు ఏవైతున్నాయో దానివల్ల నా భూ భూమి భూ నిస్సారం కాకుండా భూసారం పెరిగి నేను వేస్తున్న పంటలకు సంవత్సరం సీజన్ సీజన్కు నాకు పంట పెరిగే అవకాశం